ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి దాకా ప్రతి క్లాస్ రూమ్లోనూ ప్రతి సెక్షన్లోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఐఎఫ్పి అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాం అంటే దాని అర్థం గవర్నమెంట్ బడులలో ఆరవ తరగతి నుంచి పైన అంటే ఆరు నుంచి పన్నెండో తరగతి దాకా ఎక్కడైనా కూడా ఏ క్లాస్ రూమ్ అయినా కూడా ఆరవ తరగతి నుంచి పైన ప్రతి సెక్షన్లోనూ కూడా ఇక మీదట అవి అన్ని కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ కాబోతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇందులో భాగంగానే నాడు నేడు మొదటి దశ పూర్తి చేసుకున్న పదహైదు వేల ఏడు వందల పదహైదు స్కూళ్లలో ఆరవ తరగతి పైన ఉన్న ఆరవ తరగతి నుంచి ఆరవ తరగతి అండ్ దానిపైన ఆరవ తరగతి నుంచి ఉన్న క్లాస్ రూములు ముప్పై వేల రెండు వందల పదమూడు క్లాస్ రూములలో అన్నిట్లో కూడా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ పెట్టి డిజిటల్ క్లాస్ రూమ్స్ గా మార్చబోతా ఉన్నాము ఈ జూన్ మాసం మళ్ళీ పిల్లలు స్కూల్లోకి వచ్చే టయానికల్లా క్లాస్ రూమ్లలో ఈసారన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూములుగా మార్చిన తర్వాత ఆ పిల్లలు క్లాస్ రూముల్లోకి పోతారు అని కూడా ఈ సందర్భంగా సంతోషంగా సగర్వంగా తెలియజేస్తారు